హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మీ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి మీ ఇమేజ్ని వేరే లొకేషన్లో ఎలా పెట్టాలో ఈ వీడియో చూడండి మీరు ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయండి లోడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇలా మీకు మీరు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి బటన్ మీద క్లిక్ చేయండి డన్ ప్రెస్ చేయండి ఇక్కడ టూల్స్ ఉపయోగించి ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్తిగా ఎరేజ్ చేసేయాలి ఇక్కడ జూమ్ ప్రెస్ చేయండి ఇలా జూమ్ చేయండి ఆటో మీద ప్రెస్ చేయండి అనండి ప్రెస్ చేసుకుంటూ వెళ్తే పూర్తిగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది ఇలా పూర్తిగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి ఈ ఇమేజ్ని సేవ్ చేసి పెట్టుకోవాలి పైన దాని మీద క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇంకో ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి అది తమ్నేల్ మార్కర్ దీని మీద క్లిక్ చేయండి ఇలా ఉంటుంది దీని ఇంటర్ఫేస్ ఇప్పుడు కెమెరా మీద క్లిక్ చేయండి క్రాప్ అండ్ యాడ్ పిక్చర్ మీద క్లిక్ చేయండి గ్యాలరీ క్లిక్ చేయండి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఫిలప్ చేసుకొని కరెక్ట్గా సైజు ఏం చేసుకోండి క్రాప్ క్లిక్ చేయండి దీని సైజు కొంచెం ఇలా పెంచండి ఇక్కడ సైడ్ కట్టండి మళ్ళీ క్రాప్ అండ్ యాడ్ పిక్చర్ మీద క్లిక్ చేయండి గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఇందాక మీరు బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసిన ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్రాప్ క్లిక్ చేయండి మళ్ళీ క్రాప్ గ్యాలరీ ఒరిజినల్ ఇమేజ్ని మీరు చేసుకోవాలి band. దీని సైజ్ ఇలా తగ్గించుకోండి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా క్లియర్గా సెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ బటన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ జేపీజీ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టుకుంది